ఈరోజు మురకప్ వచ్చాము టైం రాత్రి పోలీసు వాళ్ళు ఎక్కడ పడితే అక్కడ సెకండ్ ఎక్కువ ఉంది కాస్తున్నారు జాగ్రత్తగా ఉండండి ఫ్రెండ్స్ alone. Take me back to an age when the world felt small. Way back ఈ రోజు before మా we మేడం blew it నేను all. మా మేడం Things కూతురు going on. I can't keep ముగ్గురు track of them all. From people వరకపు dropping a వచ్చాము bomb to people putting up walls. I feel like life is on hold. Perception stuck in a vault. I know Traffic that time కూడా can చాలా heal all, full గా but ఉంది. fall It's awfully chilly outside When there's no shelter to hide When everything is a lie You'll find that out in some time But when the things on your mind Are all considered a crime Communication aside We'll all just fight till we die Is this an argument? Or just the start of it? Either way I don't wanna be a part of it Can I just get some space? I don't have the heart for this I can't be picking up the pieces Fixing scars from this Is this an argument? Or just the start of it? I wanna drive away so I can be so far from it I wanna find a place where no one breaks their promises. Or maybe drown myself in something that is మురకప్పు bottomless. Take me back to అవతల a సైడ్కి place where I felt at వెళ్తున్నాను. home. Take me back to a day main when we రోడ్కి weren't alone. Take ఇదేమో me back ఇటువైపు to వాటర్స్ an ఉంటాయి age when the world felt small. ఇక్కడ నుంచి అవతలకి మెయిన్ రోడ్కి వెళ్తున్నాను blew it all. Take me back to a place where I felt at home. Take me back to a day when we weren't alone. Take me back to an age when the world felt small. Way back before we blew it all. I know that things seem bad, but they could be much worse. There's always someone else who has a greater curse, a greater thirst, a hunger, pain, and mercy. Just find whatever you got and try to be thankful first. I wanna feel again. I need a couple friends. I never really understood just how the story ends, but I can feel it's tense. Don't know the consequence. The ఈ లోపల కనిపిస్తున్న volatility of మాల్లో life, my only ఎక్కువగా బంగారం confidence. అమ్ముతూ Is ఉంటారు this an argument or just the start of it? ఇది Either way, I don't wanna be a కొయ్య part of టవల్కి it. సంబంధించిన Can I బంగారం just ఇది get some space? I don't have the heart for this. I can't be picking up the pieces, fixing scars from this. Is this an చూశారు కదా ఆ argument or బంగారం just the అంతా start of it? I wanna drive away silver so I and can be so far from it. బంగారం I రెండు wanna మిక్స్ find a ఉంటాయి place where no one breaks their promises. White Or బంగారం maybe drown myself gold in బంగారం something that is కలిపి అమ్ముతారు ఇక్కడ bottomless. Take me back to a చాలా place రేట్ where ఎక్కువ I felt at home. ఈ Take me లోపల back to a day when we weren't alone. Take me back to an age when the world felt small. కనిపిస్తుంది కదా అదే మెయిన్ రోడ్ అవతలకి మెయిన్ రోడ్కి ఇక్కడ నుంచి బయటకు వెళ్ళాలి ఇది అసలైంది మెయిన్ రోడ్డు ఇవన్నీ కూడా రెస్టారెంట్లో మా తమ్ములు మొబైల్ షాపులు నీకు ఎక్కువగా ఉంటాయి ఇక్కడ బట్టల షాపులు Take me back to a place where I felt at home Take me back to a day when we weren't alone Take me back to an age when the world felt small Way back before we blew it all Take me back to a place where I felt at home Take me back to a day when we weren't alone Take me back to an age when the world felt small checking అయితే ఎక్కువ ఉంది చాలా జాగ్రత్తగా ఉండాలి దైవరణలో మనకందరికీ దేవుడే రక్షణ చాలా జాగ్రత్తగా ఉండాలి ఇదే మురుగప్ సిటీ మెయిన్ రోడ్ రాత్రి ఏడు గంటలకు వచ్చాము పదైంది టైం ఇక్కడ ఉన్నాము Either way, I don't wanna be a part of it Can I just get some space? I don't have the heart for this I can't be picking up the pieces, fixing scars from this Is this an argument? Or just the start of it? I wanna drive away so I can be so far from it ఇంకా కొద్ది ముందుకి వెళ్తే ఇక్కడ కింద సిద్ధపులో బట్టలు అమ్ముతూ ఉంటారు చాలా తక్కువ అది కూడా మీకు చూపిస్తాను నెక్స్ట్ వీడియోలో కూడా మీకు పెడతాను కనిపిస్తుంది కదా అయితే బట్టలు బాగుంటాయి చాలా తక్కువ రేట్లో దొరుకుతాయి చాలామంది ఇండియాకి సాగర్ పోయే వాళ్ళందరూ ఇక్కడ నుంచి కొనుక్కుని పెట్టుకెళ్తారు ప్రతి ఐటమ్స్ దొరికితే మీకు నెక్స్ట్ వీడియోలో పంపిస్తాను అప్లోడ్ చేస్తాను చూడండి వీడియో ఓకే ఫ్రెండ్స్